they broke my what they call uh, trs.org.in. They took away the flags and what they call this is the handle that is remaining. Okay, they have, these uh, bastard Islamic police bastards and the rag pickers were irritated. ఆ, ఇసుకో ఉసుకో అని వాళ్ళని ప్రేరేపించి నా గుండెల మీద తన్నించిన దొంగముండ పోలీసు ఓకేనా ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ okay అమ్మ కోటాగ్రహం Islamic British basket police academy okay what do call they have thrown it behind the DCI this thing so ఏంటి సినిమా అయిపోయాక వచ్చావు బూట్ కాల్తో తన్నారు లంచ్ కొడుకులో ది ఎరగొట్టారు కా హ్యాండిల్ ఆ ఫ్లెక్స్ తీసుకుపోయారు పోలీసు లంచ కొడుకులు ఇన్స్పెక్టర్ వచ్చి ఎరగొట్టాడు ఓకేనా ర్యాక్ తోనే నేను నా నా టీఆర్ఎస్ తో ఓట్ చేసి సమైక్యాంధ్ర ఫ్లెక్స్ తెచ్చి కూర్చుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ అని చెప్పేసి ఆ ర్యాక్ పికెట్స్ తోని కొట్టించారు నాకు ఓకేనా కొడుకు గుండెల మీద తన్నించారు పొట్ట పొట్టొచ్చేసి ఉన్నాడు కదా వినాయకుడు ఓకేనా ఇప్పుడే వీళ్ళు రాకముందు సినిమా అంతా అయిపోయాక భోజనాలు అయిపోయాక ఆకులు ఎత్తుకోవడానికి వచ్చారట అలాగొచ్చావు నిన్నెవరో ఎస్పీఎన్ మీడియా అంట నలభై రూపాయలు ఇచ్చాడు రాత్రి ఇంటర్వ్యూకి వెళ్ళా జర్నలిస్టానికి ఇట్లా ఈయన చూసారు వీళ్ళ కళ్ళ మీద కళ్ళే సాక్షి ఓకేనా ఇదా phone two thousand sixteen model ఎవడో ఇచ్చాడు ఇంకో బాబుగాడు వాడు సూరిబాబు వీడు సూరిబాబు బయట చేస్తున్నాం వచ్చా కేసీఆర్ గారు యాక్సిడెంట్ డబ్బులు ఎక్కడ ఉన్నాయి తినడానికి డబ్బులు లేవు మా అమ్మ మంగళసూత్రం అయిపోయింది తప్పించేసా ఇల్లే రేపు డెడ్ లైన్ చూసుకో ఇరవై మూడు మంది చస్తారు ఇలాగే నా మెగాఫోన్ తీసుకుపోయారు ముప్పై జనవరి ముప్పై తారీఖు కోషమేల్లో మంట అంటుకుని ఎగ్జిబిషన్ కాలిపోయింది రేపు డెడ్ లైన్ చూసుకో హైదరాబాద్లో ముప్పై మంది చస్తారు ఇరవై మూడు మంది చస్తారు గ్యారంటీ ఓకేనా దానికి పోలీస్ దౌర్జన్య కాంటే కారణం మినిమం అరే రైళ్ళు ఆపేశాడు రా లంచకొడుకు నేను వస్తానండి ఢిల్లీ ఓకేనా రైళ్ళు బ్లాక్ చేసిన మోదీ ముర్దాబాద్ ముర్దాబాద్ రైళ్ళు బ్లాక్ చేసిన మోదీ జహాంగీర్ రాహుల్ గాంధీ ముర్దాబాద్ ముర్దాబాద్ వైజాగ్ ట్రైన్స్ బ్లాక్ చేసిన జహాంగీర్ మోదీ ముర్దాబాద్ ముర్దాబాద్ జహాంగీర్ రాగా జహాంగీర్ ప్రియాంక రాబర్ట్ వాద్రా ట్రైన్స్ బ్లాక్ చేశారు ఢిల్లీ రాకుండా ఢిల్లీ రాజధాని ముర్దాబాద్ ముర్దాబాద్ కొచ్చా కేజ్రీవాల్ ముర్దాబాద్ ముర్దాబాద్ వచ్చా కేసీఆర్ ముర్దాబాద్ ముర్దాబాద్ వెయ్యి కోట్ల తొమ్మిది సంవత్సరం నెలల ముందు కలెక్షన్ పెట్టించుకుని సీఎం అయిన పొలిటికల్ కొజ్జా కేసీఆర్ ముర్దాబాద్ ముర్దాబాద్ విజయ్ శాంతి ముర్దాబాద్ ముర్దాబాద్ జగపతి బాబు ముర్దాబాద్ ముర్దాబాద్ ఓకేనా వాడు కూడా ఆంధ్ర ముక్కలు చేయడానికి సినిమాలు చేశాడు వాడు కూడా ఆడు వికెట్ కూడా పాస్ రేపటి విజయ్ శాంతి చచ్చిపోయినా నో డౌట్ ఓం రేపు ఎట్లని చూసుకో విజయశాంతి పోద్దా ఆడిపోతాడా ఎవరో పెద్ద పర్సనాలిటీ పోద్ది ఇలాగే వీరభద్ర సింగ్ చచ్చిపోయాడు ఎల్కా సింగ్ చచ్చిపోయాడు ఆంఫర్ట్ మంత్రానికి అక్కడే నాగేశ్వరరావు పోయాడు ఓకేనా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పోయాడు ఓకేనా ఇంకా నా పెద్ద మంత్రానికి ఎవడాడు ఆ ఎంబీ ఎంబీబీఎస్ మూర్తి పోయాడు ఓకేనా వాడు ఏకలవ్య శిష్యుడు వాడు కానీ రా హనుమంతుడు ఉన్నాడు హనుమంతుడు వెళ్ళి రావణాసుడితో చేతులు కలిపేస్తే ఎలా ఉంటుంది అలాంటి పని చేశాడు the bloody chaprasi of Jahangir Varun Gandhi ఈ రోజుకి వచ్చి నాకు పైసా ఇవ్వాలా నా ఇంటికి ప్రాపర్టీ ట్యాక్స్ నోటీస్ పెట్టలా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎందుకు పెట్టలేదు టీఎంసీ కలెక్టర్ వీళ్ళంతా లంచాలు తిన్నారా ఆడెవడు పదమూడు మందిని అల్యూమినియం అటామిక్ నెంబర్ తెచ్చుకుని బాక్సైట్ ఏంటి గుడివాడలో ఆంధ్రజ్యోతి ఎద్దావా చేసింది ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడ కెమెరూన్లో నా షోడశ రసాగ్ని ఒక లిపి శాస్త్రం ఓకేనా అది ఝాన్సీ కోట దానివల్ల మాయావతి ఐదు వేల కోట్లు నలదడం వల్ల మోదీ గారు ప్రధానమంత్రి అయ్యాడు ఆ టూర్ వల్ల కానీ నిజం ప్రజలు చెప్పకుండా మోహన్ భగవత్ నాకు అన్నాడు నేను ప్రధానమంత్రి అయ్యానని అబద్ధాలు చెప్పాడు జహాంగీర్ రాహుల్ గాంధీ ఏమో కేరళ రాజు మాలాంటి రాజు శశిధరుడు మూడో పిల్లాన్ని మర్డర్ చేశాడు ఓకేనా సునీత పుష్కర్ది ఈడు ఆడిని ఆడి బ్లాక్మెయిల్ చేసుకుని బతుకుతున్నారు స్వామి హోమ్ మినిస్టర్ గారికి పదహారు వందల కోట్లు స్కామ్ ఉత్తమిత్ ఈ was under exile in Delhi నేను మాయావతిని తీగడానికి వెళ్ళిన లో గుజరాత్ సీఎం పిఏ నాకు తగిలి ఆ లైఫ్ మారింది ఓకేనా రెండు వేల ఒకటిలో నువ్వు ఆంధ్ర మటర్ ఇక్కడితో నువ్వు సీఎం అయ్యావు రెండు వేల నాలుగులో తొమ్మిదిలో వై యూ డీన్ కంటెస్ట్ నీ సిటీరాని ఎంకరేజ్ చేయలేదా మోహన్ భాగవత్ ఎంకరేజ్ చేయలేదా అని నేను అడుగుతున్నా ఎవరితో పడుకున్నావు నువ్వు చెప్పండి ద్రౌపదులు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో ఇప్పుడు అఖిలేష్ సింగ్ యాదవ్ సన్ ఆఫ్ ములాయం సింగ్ యాదవ్ ఆడి తండ్రి అంత దొంగన కొడుకు అంటే కొడుకు పేరులో సింగ్ వీకేశాడు సొరకోడు అనేసి అంత లెంజ కొడుకులో పేరు మార్చుకొని బాల్మోహన్ దాస్ కొద్దిగా కేసీఆర్ మేట్ ఇదంతా కొద్దిఆర్ కేసీఆర్ గడి యాక్సిడెంట్ ఓకేనా మా దగ్గర లా చదువుకున్న విధవులు వీళ్ళు బ్రిటిష్ తుర్కలంజ కొడుకులు ఆంధ్ర వాళ్ళు వెళ్ళి అక్కడ హైదరాబాద్ లో చదువులు చెప్పారు ఓకేనా రాజధాని కట్టింది మన ఆంధ్ర వాళ్ళు ఓకేనా కొట్టుకుపోతుంది చూసుకోండి పదిహేను ఫిబ్రవరి ఐదో తారీఖు ముహూర్తం పెట్టేసా ఆల్రెడీ చాలా ఎస్ఎంఎస్లు పంపించేసా ఇవాళ కూడా పంపించా ఫిబ్రవరి ఐదో తారీఖు శ్రీదండి చిన్నజీఆర్ స్వామితో పాటు ఎంతమంది కొట్టుకుపోతారు ఐదు వేల ఐదు వందల మంది కొట్టుకుపోవచ్చు ఓకేనా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు కూడా అక్కడ ఈ రాక్షసులు ఎంత త్వరగా చస్తే అంత పెరగడ విరగడ తొరకలించ కొడుకులు ఓకేనా సో మూడు మూడు రంగులు ఉన్నాయే అది ఒక్కొక్క మతానికి సంబంధించింది తురకోళ్ళని పంపించేసి పంపించేస్తుంటే వీళ్ళు ఎలా ఉండిపోయారు ఎలక్షన్ కమిషన్ అందరూ చేతిలో పెట్టుకుని ఆడవాళ్ళని ఎంజాయ్ చేసేసి వదిలేస్తారంట ఓ తొరక జర్నలిస్ట్ గారు నాకు సలహా ఇస్తాడు ఎవరో వీడోని డైవర్సిటీని పెళ్లి చేసుకోవచ్చు కదా బీజే ప్రెస్ లో ఇప్పుడు కొద్దిగా కేసీఆర్ గారిని అటాక్ చేస్తారని చెప్పేసి ఆర్టిఫిషియల్ ధర్నా దేశంలో ఎన్ని స్టీల్ ప్లాంట్లు లేవు ఇక్కడ ఎందుకు ధర్నా పెట్టారు అర్థమైందా నా నా ఉద్యమం అంచడానికి ఎదవదరణ ఓకేనా స్టీల్ ప్లాంట్లో ఎంతమంది కరోనాతో చచ్చిపోతారో చూసుకోండి స్టీల్ ప్లాంట్లో చదువులు చెప్పా నేను ఓకేనా ఇప్పుడు పిఎఫ్ లేదు ఇలా షర్టు ప్యాంట్ వేసుకుని చేయడం మానేశానంట ఈ చిరిగిపోయిన రిపేర్ అయిన ప్యాంటుకి నువ్వు ఎన్ని కోట్లు వేలు డబ్బులు వందలు ఖర్చు పెట్టావు చెప్పు పంచి కొనలే ఒకటి ఓకేనా ఒక అమ్మాయి మోడల్ ఉంది దాని పేరు యామిని మల్హోత్రా దాని కార్ కాలిపోయింది బాంబేలోని ఎందుకు కాలిపోయింది తెలియదంట ఇలాంటి చిరిగిపోయిన ప్యాంట్ కొనుక్కుని మోడలింగ్ చేస్తుంటారు దాని కారు కాలిపోయిందండి సాయంత్రం పూట మరి అమెరికాలో చలికాలం కదా ఇంకా చలికాలంగా ఉంటుంది మరి అలాంటిది బిగ్ సర్ అంటే మోదీ గారు అనుకో వెనకాల ఉన్న పెద్ద తలకాయ ఎవరు నేను బిగ్ సర్ అనే ప్రాంతంలో నాకు ఐదు వందల కోట్లు ఇవ్వనందుకు ఐదు వేల కోట్లలో ఐదు వందల మంది నిప్పంటుకుని ఖాళీ చేయాల్సి వచ్చింది యాభై ఎనిమిది వీడియో చూడండి నావి చింతా స్వామి ప్రకాష్ రావు లో నావి యాభై ఎనిమిదో నంబర్ వీడియో చూడండి ఓకేనా సో ఇప్పుడు చేయాల్సింది ఉద్యమం దేనికి కాదు స్టీల్ ప్లాంట్ కాదు మన మొత్తం విదేశాల్లో కరెన్సీ అంతా మన స్టీల్ ప్లాంట్ లో ప్రొడ్యూస్ చేయొచ్చు కదా ఎందుకు అవనివ్వరు ఎందుకంటే మనం అన్ని దొంగిలించి తీసుకెళ్తున్నారు ఈ దొంగతనం వ్యవస్థ వల్లపూడి మారుతిరావే చెప్పాడు ఇవన్నీ దొంగల బళ్ళు స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలోనే ఆ ప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చి నాకు ఇవ్వలేదు పిహెచ్డి వీడు Balmohan Das RBI governor Shaktikanta Das doctorate పట్ట ఇస్తారు కదా డి అంటే దాస్ ఆర్ అంటే రెడ్డి తుర్క దాస్ రెడ్డి నెపోటిజం అర్థమైందా వాళ్ళు ఎంత కొడుకులు ఆడోళ్ళు వాడు వదిలేస్తారంట వాళ్ళు మనం పెళ్లి చేసుకోవాలంట షర్టు ప్యాంట్ కాల్చమన్నాడు ఈ గాంధీ గారు తెలుసుకుని నేను చెప్తున్నా షర్టు ప్యాంటే కాదు ఈ ఇస్లామిక్ చూడీదారులు కూడా కాల్చేమని ఆంధ్ర డ్రెస్ కోడ్ ఏంటి లంగా వాణియా బాహుబలి గడ ఆదిపురు సినిమా సెట్ కాల్ చేసా బాంబేలో ఈ డ్రెస్ కి ఆరు వేల రూపాయలు అప్లికేషన్ పంపించా చూడండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే ఇప్పుడు వచ్చి కంపెనీ పెట్టుకోవడానికి అవలా రెండు వేల పదకొండు ఓకేనా ఇవన్నీ నేను రెండు వేల పన్నెండు నేను టూర్లో సాక్ష్యాలు ఇది నా పుస్తకం చిన్న పుస్తకం తర్వాత పెద్ద పుస్తకం అయింది ఓకేనా ఇలాగా ఓకేనా దేనికి ఫోర్వర్డ్ రాశాడు ఈ బాలమోహన్ చిన్న పొప్పి నన్ను లాఠీ చార్జ్ చేయించాడు చేసిన సార్ చింతపల్లి అనిల్ రే నేను కలికి అవతారం వస్తున్నాను ఆఫర్స్ కింద తెచ్చుకుంటాడో ఎయిట్ తెచ్చుకుంటా తెచ్చుకోమను సమాన హైట్ మెజర్ చేసుకోమను కలికి అవతారం వస్తున్నాడు యుద్ధానికి అని చెప్పి అప్పుడు పోలీసులు నుంచి పది మంది మఫ్తీలో తీసుకెళ్లి అన్ని చెక్ చేసి లాఠీ చార్జ్ చేయించి కర్రలతో కొట్టేసి కింద పడేశాడు కొల్లబొడిచి అర్థమైందా రే జగన్ గా నీకు మూడో పిల్ల ఉందని అడిచా కాళికట్ టెంపుల్ దగ్గర అప్పుడు ఈడోవాడు మాట్లాడుకుని సెంటర్ లో లాక్ డౌన్ పెట్టేశారు లంచ కొడుకులు అర్థమైందా మహారాష్ట్ర మా అమ్మ నాన్న వెండిపల్లి అమ్మేసి అందుకే సిల్వర్ అంటుంది స్టీల్ ప్లాంట్ అర్థమైందా ఇప్పటికి మా అమ్మ నాన్న పెళ్లివి రెండు తినడానికి డబ్బులు లేక తాకట్టు పెట్టారు తెలిసినోటికి గుప్తా అనే వంశమోడు రెండు వేలు పెట్టి నా కొన్నాడు మ్యాగీ నూడిల్స్ మీద కేసు వేసాడు కొడుకు కేసు వేసి దాన్ని చేశాడు ఈడు మోదీ నూడిల్స్ గడిది కాలిపోయింది అక్కడ ముజఫర్పూర్ లో వికాస్ మోదీ గడే నూడిల్స్ ఫ్యాక్టరీ కాలిపోయింది లాస్ట్ అయిపోయింది ఎంతమంది చచ్చిపోయారు ఐదో ఎంతమంది చచ్చిపోయారు Vikas Modi Muzaffar Nagar noodle factory blast అనుకోటో నా ఎనర్జీ రిలీజ్ పోయింది అది ఓకేనా అలాగ లైవ్ లో చంపేస్తున్నాను ఓకేనా బ్లాస్టులు చేసి బంగ్లాదేశ్ లో బ్లాస్ట్ చేశాను ఒక నక్సలైట్ కొట్టాడు పెట్టుకుని కర్ర పెట్టి నా కర్ర ఎర్రగొట్టి దా నన్నే కొట్టాడు ప్రొఫెసర్ సూరప్పుడు ఏంటంటాడు ఇక్కడ వచ్చి కూర్చుంటాడు ఆర్టిఫిషియల్ ధర్నాలో ఈ ప్లాట్ అమ్మడిందా ఆ ప్లాట్ అమ్మడిందా కౌరువులు గురువు ఉంటాడు కదా తండ్రి అలాగా సో ఆ లాఠీ చార్జ్ చేశారు వచ్చాడు ఇక్కడికి రాదు లాస్ట్ లో షోలో వస్తాడు ఓకేనా ఈ రియల్ ఎస్టేట్ దందా నన్నంట బస్ పెట్టి తొక్కించి చంపుతారంట నాలుగు తీసుకునే టంగ్ స్టాపర్ అందులో విషం పెట్టి చంపుతారంట ఈ పోలీసులు ఎందుకు మస్తీలో వచ్చి అది దర్బార్లో కూర్చొని నాకు వార్నింగ్ ఇస్తాను నేను సమైక్యాంధ్ర డ్రమ్ అన్ని తీసుకెళ్లి ఎత్త డ్రమ్ అడిగి క్యాన్వసింగ్ సపోర్ట్ చేసి మోదీ గడికి లెటర్ రాసా పోస్ట్ గార్డ్ ఏయూలో పూలే విగ్రహం పక్కన ఉన్న పోస్ట్ ఆఫీస్ విగ్రహ బిల్డింగ్ ని పరగొట్టేశాడు అదే ప్రొఫెసర్ అర్థమైందా మాయావతితో చేతులు కలిపేశాడు పవన్ కళ్యాణ్ లేని దాన్ని కాలు పట్టుకుని వచ్చాడు చంద్రబాబు నాయుడు